hi friends please subscribe to Amaravati media and press the bell icon for more latest updates ఇద్దరు మంత్రులతో టీడీపీ ఎమ్మెల్యే చర్చలు వైసీపీ ఎంట్రీ ఖాయమేనా తెలుగుదేశం పార్టీలో కీలక నేతలు కొంతమంది బయట జనసేనను నాగబాబు ముంచేస్తారా వ్యవహారం చూస్తూ ఉంటే అదే అనుమానం పెరిగిపోతోంది ఉత్తరాంధ్ర విశాఖపట్నం జిల్లాలోని యలమంచిలలో పార్టీ ఆఫీసు ప్రారంభించారు ఈ సందర్భంగా నాగబాబు మాట్లాడిన మాటల్లో మూడు పాయింట్లు కీలకమైనవి అవేంటంటే రాబోయేది జనసేన ప్రభుత్వమే పవన్ కళ్యాణే ముఖ్యమంత్రి అవుతారు మూడో పాయింట్ ఏంటంటే జనసేనకు జనాదరణ విపరీతంగా పెరిగిపోతోంది రెండు వేల పంతొమ్మిదిలో ఏడు శాతం వచ్చిన ఓట్లు ఇప్పుడు అధికారికంగా ముప్పై ఐదు శాతానికి పెరిగిందట ఏడు శాతం ఓట్లు ముప్పై ఐదు శాతానికి ఎలా పెరిగిందో పెరిగినట్లు నాగబాబు దగ్గర ఉన్న ఆధారం ఏంటో మాత్రం చెప్పలేదు ఇంటింటికి తిరిగి పార్టీలు సర్వే చేసినప్పుడు ఏ పార్టీ వెళితే ఆ పార్టీకే ఓట్లేస్తామని చాలామంది చెబుతారు అంత మాత్రాన వాళ్ళంతా సదరు పార్టీకే ఓట్లేస్తారని గ్యారంటీ లేదు జనసేన ఇంటింటి సర్వే చేసినట్లు కూడా సమాచారం లేదు మరి ఓట్ల శాతం ఏడు నుండి ముప్పై ఐదు శాతానికి పెరిగిందని నాగబాబు ఎలా చెప్పారు నిజంగానే ఓట్ల శాతం ముప్పై ఐదు దగ్గరుంటే ఎన్నికల నాటికి మరింత పెరగడం ఖాయమేమో అంటే ఎన్నికల నాటికి సుమారు నలభై శాతం ఓట్లుండే జనసేన పొత్తు కోసం చంద్రబాబు నాయుడు వెంట ఎందుకు పడుతోంది ముప్పై ఐదు నుండి నలభై శాతం ఓటు బ్యాంక్ అంటే చిన్న విషయం కాదు చాలా పెద్దదనే చెప్పాలి నాగబాబు మాటలు వింటే Janasena vote bank TDP vote బ్యాంకుకు దాదాపు సమానం అన్నమాట మరి అంత ఓటు బ్యాంకు ఉన్న జనసేన హ్యాపీగా ఒంటరిగానే పోటీ చేసి అధికారం దక్కించుకోవచ్చు కదా నాగబాబు ఎక్కడికి వెళ్ళినా జనసేన ప్రభుత్వమే ఏర్పాటవుతుంది పవన్ కళ్యాణే ముఖ్యమంత్రి అవుతారని పదే పదే చెబుతున్నాడు అలా చెప్పడం వెనుక ముప్పై ఐదు శాతం ఓటు బ్యాంకే కారణమని అనిపిస్తోంది ఇలా చెప్పి చెప్పి పవన్ను మాయ చేసి జనసేనను ఒంటరి పోటీకి నాగబాబు రెడీ చేస్తున్నారా అన్న అనుమానాలు పెరిగిపోతున్నాయి అదే జరిగితే గతంలో పవన్ చెప్పినట్లు జనసేనకు రెండవసారి కూడా వీరమరణం తప్పదనే అనిపిస్తోంది